మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అన్నామలందరికీ వందనాలు దేవాది దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం ప్రియులారా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వాక్యము కృపవాక్యము మరి స్వామి గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుకుందాం ప్రియులారా నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అటివాడు సహోదరుడిగా నుండు ప్రియమైన దేవుని బిడ్డలారు ఇక్కడ మంచి మాట తెలియజేస్తా ఉన్నాడు దేవుడు నిజమైన స్నేహితుడు విడివాక ప్రేమించను అంటున్నాడు నిజమైన స్నేహితుడు అంటే నిజమైన రియల్ ఫ్రెండ్ మనం చూస్తే who is real friend real friend is our Jesus ఏసయ్యే మనకు నిజమైన స్నేహితుడిగా కనిపిస్తాడు అయితే ప్రియులరా దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు బ్రతికే వారిలో కూడా మంచి స్నేహితులు ఉంటారు మరి అలాంటి వారు ఏం చేస్తారంట విడువక ప్రేమిస్తాడంట విడువక అంటే మనం అన్నీ ఉన్నప్పుడు మంచిగానే ఉంటాం మంచిగానే చూసుకుంటాం మంచిగా ప్రేమించుకుంటాం ప్రియులరా కష్టం వచ్చినప్పుడే నిజంగా ప్రేమించాలి అదే నిజమైన ప్రేమ విడువక ప్రేమించాలి అదే నిజమైన ప్రేమ అలాంటి ప్రేమ కలిగి ఉన్నప్పుడే నిజంగా అది మంచి స్నేహం అని దేవుడు తెలియజేస్తున్నాడు దుర్దశలు కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు మరి వదిలి వెళ్ళిపోతారు కష్టాల్లోనే నిలబడాలి అదే నిజమైన ప్రేమ ప్రియులారా కష్టాల్లో ఉండి కష్టాలకి తోడుగా ఉండి కష్టాల్లో బాధలను పంచుకొని శ్రమలను పంచుకుని ఇబ్బందులను పంచుకొని ఎవరైతే ఉంటారో వారే నిజమైన స్నేహితుడని తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిళ్ళారా ఇంగ్లీష్లో ఒక సూక్తి a friend in need is friend in need అని అంటే అవసరాల్లో ఆదుకోవాలి నిజమైనటువంటి స్నేహితుడు అనేవాడు కాబట్టి ఆ రీతిగా దేవుని పిల్లలమైన మనము నిజ స్నేహితులుగా ఉండాలి ప్రియులారా మన మంచి స్నేహం వల్ల అనేక మందిని మనం దేవుని వద్దకు రక్షించలోకి రక్షణలోనికి వారిని నడిపించవచ్చు నిజంగా ప్రేమిద్దాం అనేక మందిని క్రీస్తు మనల్ని ప్రేమించినట్టు మనం కూడా అనేక మందిని ప్రేమిద్దాం అనేక మంది కష్టకాలు మనం పాల్పంచుకుందాం ప్రిలారా మేలు చేత మేలు చేయుట నీకు చేతనైనప్పుడు అది పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకు వద్దు అని అంటున్నాడు దేవుని లేఖనంలో వెనుక తీసుకోకూడదు మనం ప్రేమించాలి మన స్నేహితుల్ని మేలు చేయాలి వారికి మరి ముఖ్యంగా విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేయమని చెప్పాడు దేవుడు అందరి అలా అలాంటి దయ కలిగి అలాంటి ప్రేమ కలిగి అలాంటి మేలు చేసేవారుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు ప్రియులారా గొప్ప ప్రతిఫలము మనకి దేవుడు ఇస్తాడు ఎందుకంటే వాని వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వానికి ఇచ్చే జీతం నా యొద్ద ఉంది నేను తీసుకొస్తున్నాను అని చెప్తా ఉన్నాడు కాబట్టి జీతం ఇచ్చే దేవుడు మీరు ప్రియులార బాధ్యత నీది ప్రేమించటం మేలు చేయటం కష్టాల్లో విడిచిపెట్టవద్దు నీ స్నేహితుడిని ఎవరినైనా సరే దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక ఆమెన్ మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పర్లోకపు తండ్రి మీకు వందనాలు అవునయ్యా నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అట్టి ప్రేమను మీరు మాకు దయచేయండి అట్టి విశ్వాసంలో మీరు మమ్మల్ని నడిపించండి అట్టి వారి మేలు చేసేవారిగా మమ్మల్ని చేయండి మా బిడ్డల్ని చేయండి అయా అనేక మంది హృదయాలు తెరవండి బలపరచండి కృప చూపించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని ఇక్కడ చేరమనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడు తోడేయండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు గాడ్ బ్లస్ యూ ఆల్ మరి ఇక దీన్ని మనందరం కలుసుకుందాం దేవుడు మీ అందరిని దీవించును కాక